గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకునే కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు గౌరవ సీఎం గారు ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది రేపటి నుంచి వనపర్తి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు దీనిలో పార్టిసిపేట్ కావడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు కొల్లాపూర్ అదేవిధంగా మక్తల్ దేవరకద్రా గారు కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా కంటి వెలుగు కార్యక్రమాల్లో ఇచ్చిన గైడ్లైన్స్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ అంటే వెళ్ళిన teams plus two buffer teams form చేయడం జరిగింది దీంతో పాటు దీనిలో ట్వంటీ టూ టీమ్స్ రూరల్ ఏరియాస్లో అదేవిధంగా సిక్స్ టీమ్స్ అర్బన్ ఏరియాలో పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రణాళికలో భాగంగా మనం అన్ని ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి స్టాఫ్ని కూడా మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జరిగింది అదేవిధంగా ఒక షెడ్యూలింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు ఏదైతే జిల్లాలో ఉండే eighteen plus population nearly four lakhs fifty two thousand పాపులేషన్ని కవర్ కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఈ ప్రణాళికలో భాగంగా జిల్లా జిల్లాలో ఉండే ప్రతి అధికారికి అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కూడా మేము మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది దీనిలో భాగంగానే రేపటి నుంచి ట్వంటీ ఎయిట్ సెంటర్స్లో మనం కంటి వెలుగు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో గౌరవ చైర్పర్సన్లు అదేవిధంగా కౌన్సిల్ అండ్ మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అన్ని సెంటర్లో షామియానాలు కుర్చీలు వచ్చిన వచ్చిన ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా రూరల్ ఏరియాస్లో గౌరవ సర్పంచులు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు పంచాయత్ సెక్రటరీలు దీంతో పాటు మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొబిలైజేషన్ టీమ్స్ కూడా అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ఆల్రెడీ జరిగింది ఇంటింటికి వెళ్ళి అవగాహన పత్రం కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు స్టాగరింగ్ అంటే ఒకేసారి అందరు రాకుండా ఖచ్చితంగా ఏవైతే ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు మొబిలైజేషన్ టీమ్స్ ఉన్నారు అర్బన్ రూరల్లో కూడా చాలా చక్కగా ఏ టైంకి ఎవరు రావాలి అనేది మధ్యాహ్నం పూట ఎంతమంది రావాలి పొద్దున పూట ఎంతమంది రావాలని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది దీనివల్ల మనం షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కవర్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా విజ్ఞప్తి